మునుగోడలో గెలవబోతున్నారా నూటికి నూట పది శాతం గెలుస్తారు వంద మంది రఘులు వంద మంది రఘునందన్ రావులు వెయ్యి మంది రేవంత్ రెడ్డిలు లక్ష మంది కేసీఆర్ అడ్డం వచ్చిన మునుగోడు ప్రజలు ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తారు జనం కొరకు పోరాటం జనం కొరకు ఆరాటం రాజకీయ కాదు నీది ప్రజల పక్షపాతిగా నీరణం ఇది మునుగోడు గోడు చూసి నువ్వు విలపించావు మునుగోడు ప్రజల ఎదుగుదలకు ఎదురీ